కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో సాగు తాగునీటికి ఇబ్బందులు లేకుండా కృష్ణా జలాల కుడికాల్వకు రెండు వందల యాభై క్యూసెక్కల నీటిని మంత్రులు విడుదల చేశారు అనంతరం బహిరంగ సభలో మంత్రులు ఆదినారాయణ రెడ్డి దేవినేని ఉమ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం తన సొంత నియోజకవర్గం కుప్పం కంటే ముందుగా పులివెందులకే ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు వైఎస్ హయాంలో కుప్పం ప్రజలకు అనేక ఇబ్బందులు తెచ్చిపెట్టారని అన్నారు కానీ చంద్రబాబు అలా కాకుండా పులివెందులకు నీటి సమస్య లేకుండా చేసేందుకు నీటిని తీసుకొచ్చారన్నారు కేసులు ఉన్నాయి ఆయనకు సూట్ కేసులు ఉన్నాయి సూట్ కేసులు డబ్బు ఎన్ని కావచ్చు అన్ని కేసులు ఒక దొంగకు ఎప్పుడు మరొక మీద అనుమానం ఉంటుంది అందరూ దొంగతనం చేస్తారని అటువంటి ఆలోచన ఎప్పుడైతే నాకు వచ్చి నా మీదకి వచ్చాడు నేను రెండవది మా వియంకుడు కేశవరెడ్డి కోసం నేను అనుమానం వచ్చి నేను దూరమైనట్లు ఆయనకు ఆలోచన కావాలంటే విచారించుకోండి కేశవరెడ్డి ఎంత డబ్బు బాగున్నాడు ఎంత ఆస్తి ఉన్నది అతను కనీసం ముప్పై రెండు నెలల నుంచి జైలు ఉంటే కనీసం ముఖం కూడా చూడలే వాళ్ళ కొడుకును కూడా పోకుండా మాలుని బ్లాక్ చేసిన నా కూతురు కూడా ఆయన చూడడానికి దగ్గర కూడా పోలే నా మీద ఒక స్టేట్మెంట్ నంద్యాల ఎలక్షన్లకు పోతే ముఖ్యమంత్రి గారికి సొక్కా ఇవ్వాలంటే నాకు నిక్కరిపాలి నిక్కరిస్తే ఏముంటుంది ఇప్పుతారంటే ఏ పోలీసులు మా వాళ్ళు కూడా ఏదైనా రచరస రచ్చ భయపడి ఇరు వర్గాలను అరెస్ట్ చేశారు ఈరోజు కూడా మేము ఆదాన్ని వచ్చినాం మేము ఇక్కడ చెప్తున్నాం మా అందరం మేము ఇన్ఛార్జ్ చేసుకుంటాం మీ బుల్వేందర్ను కాపాడతాం మీ ఎలక్షన్లలో ఏ విధంగా వైఎస్ వివేకానంద రెడ్డిని ఎట్లా ఓడించాల్సిన పని అవసరం వచ్చిందో జగన్ రెడ్డిని కొడితే దెబ్బ కొడితే మీరు చేతులు మీ చేతులు మేము ఆల్రెడీ మా యొక్క ఐక్యత చూడండి జగన్ రెడ్డి పాదయాత్ర బ్లాక్ ఎన్నికి రావాలా మామూలుగా క్రికెట్ మ్యాచ్లో బ్యాటింగ్ ఓడిపోతానే పెవిలియన్కి వచ్చినట్టు రావాలా పాదయాత్ర నుండి ఎన్నికి అంత దూరం పోకూడదు పాపం వాళ్ళు కోస్తా వాళ్ళు వాళ్ళు గెలిపించే మన గుంజిన గాడికి గుంజి గుంజి లక్ష కోట్లు వీళ్ళు బాధ తెలుగుదేశం వాళ్ళకు ఇంకా బాధ తెలుగుదేశం వాళ్ళకు వీళ్ళందరూ బాధలే వీళ్ళంగా ఎంతసేపు లక్ష కోట్లు అంటారు రాజశేఖర్ చచ్చిపోయి తొమ్మిదేళ్ళు అయింది ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు వచ్చి మన చిత్రావతిలోకి నీళ్లు వదిలారు మళ్ళీ వాళ్ళ వచ్చి మన రైట్ కెనాల్ లింగాలకు మేము నీళ్లు వదిలాం ముఖ్యమంత్రి అక్కడ మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాకులు చేసుకుంటా ఉంటారు డాక్టర్లు లాయర్లు అక్కడ పుర ప్రముఖులంతా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్రంలో మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ చేస్తున్నాడు శుక్రవారం కోర్టుకు వెళ్ళాలి శుక్రవారం ఏ వారం ఆయనకి కోర్టు వారం సోమవారం మనకి చంద్రబాబు నాయుడు గారి కదా సోమవారం పోలవరం జగన్మోహన్ రెడ్డి గారు శుక్రవారం కోటివారం గన్నవరంలో విమానం ఎక్కుతున్నాడు లోటస్ లో కూర్చొని కుట్రలో కుతంత్రాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన మాట్లాడే భాష మనం బావిలో దూకు సావాలంట ఇందుకు నీళ్లు తెచ్చినందుక మనల్ని సముద్రంలో పడేయాలంట ఎందుకు పైడిపాలెం నీళ్లు తెచ్చినందుగా మనల్ని చొక్కాలు ఎప్పు తీసుకో చొక్కాలు ఎప్పు తీయాలంట మనది మన నంజాల్లో ఏం తీశారు కాకినాడలో ఏం చేశారు అంటే రెండు ఎన్నికలు జరిగినా కూడా వాళ్ళకి బుద్ధి జ్ఞానం రావట్లేదు రెండు వేల పద్నాలుగులో అమ్మనోడు ఇచ్చుకున్నాడు పదిహేడులో బాబాయ్ ఇచ్చుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో